బ్యాడ్ బాయ్ ఎట్ నుంచి వస్తాడు ఓకే రెడీ రెడీగా ఉంది చూడు వస్తే చెప్పు నాకు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి లైన్ క్రాస్ చేయండి చెప్పు చేశారా మనం చుట్టి ఓకే రైట్ ఇలా నానాగా తల మీద పెట్టుకో కవర్ అయిపోతుంది తల ఈ డోర్ నుంచి వచ్చుదా ఇటు కిటికీ వైపు కిటికీ వైపు కొంచెం బయటకు ఉండాలా ఇది ఓకేనా